టిక్టాక్ యాప్ ను బ్యాన్ చేసింది భారత ప్రభుత్వం అబ్బా సాయిరామ్ ఏందన్నా నువ్వేడుస్తున్నావేందన్నా నేను ఏడటం లేదురా కడుపులోంచి బాధ తెరలు తెరలుగా తనుకుని కళ్ళల్లోంచి నీళ్ళ కారుతున్నాయి టచ్ చేయరా టచ్ చేయరా నాకేం కనపట్టలేదు నాకేం కనపట్టలేదు బలవంతం చేస్తావేంటి ఆగస్టు పదిహేను నాటికి వ్యాక్సిన్ ని విడుదల చేయాలని ఐసీఎంఆర్ భారత్ బయోటెక్ సంస్థలు భావిస్తున్నాయి గోల్డ్ మ్యాన్ శంకర్ కురాడే వినూత్నంగా గోల్డ్ మాస్క్ తయారు చేయించుకున్నాడు గురించి వెంటనే లైవ్ లో ఇదే చూడటం దీనికి మూడు లక్షల రూపాయల దాకా ఖర్చయిందని చెప్తున్నాడు అబ్బా చీపే మీ అబ్బా అంతా అన్న వీడు నాకంటే ఉన్నాడేంట్రా భారత్ నిషేధించిన యాభై తొమ్మిది చైనా యాప్లు మొత్తంగా డెబ్బై నుంచి ఎనభై వేల కోట్ల రూపాయలు నష్టపోయే అవకాశం ఉందని తెలుస్తోంది ఎక్కడ నగ్గాలో కాదురా ఎక్కడ తగ్గాలో తెలిసినోడు గొప్పోడు అవసరం మనకిడు ఇది వ్యాపారం ఇంకా సుధరాయించలే నాలుగు తగిలించి పంపించు ఆన్లైన్ క్లాసులు నిర్వహించవద్దని ప్రైవేట్ స్కూల్స్ కి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చామని తెలిపారు ఏపీ విద్యాశాఖ మంత్రి నా కళ్ళంటే నీళ్లు వస్తున్నాయి నమో వెంకటేశ నమో తిరుమలేశ bilsa Опа. సరే నువ్వు కదలకురా కదలదు కదలొద్దు నువ్వు ఎందుకు చెప్తాను ఎలా కనిపిస్తాను రా నీకు